hi welcome back to my channel ఎలా ఉన్నారండి అందరూ నేను మీ శ్రీజ ఇవాళ వీడియో వచ్చేసి ఒక బ్యూటీ ఫేస్ ప్యాక్ గురించి షేర్ చేయబోతున్నానండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే పక్కన చిన్న బెల్ ఐకాన్ కూడా వస్తుంది ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి అలా యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీ వరకు చేరుతుంది సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే బనానా ఫేస్ ప్యాక్ అండి బనానా ఫేస్ ప్యాక్ అనేది మన ఫేస్కి కానీ అలాగే ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి కానీ చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి అలాగే కొందరికి డ్రై స్కిన్ ఉంటుంది అలాంటి వారికి చాలా చాలా బాగా సెట్ అవుతుంది మరియు మన ఈ బనానా ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్ పై ఉండే ముడతలు కానీ మచ్చలు కానీ చిన్న చిన్న పింపుల్స్ రా చిన్న ఉంటాయి కదండి అలాంటివి పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మెయిన్గా వచ్చేసి మన వ్రింకిల్స్ అవన్నీ పోవడానికి బాగా హెల్ప్ చేస్తుందండి మనం ఇది బాగా మనకి రిజల్ట్ కావాలి అంటే వీక్లో మనం ఒక త్రీ టైమ్స్ యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం ఇందులో వచ్చేసి మనం ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయమండి మన ఇంట్లో ఉండే న్యాచురల్ థింగ్స్తోనే మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి పార్లర్స్కి వెళ్ళేంత డేట్ చేయలేకపోతున్నాం కదండి ఎందుకంటే మొత్తం కరోనా వ్యాపిస్తుంది సో అందుకని మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా అలాగే మన మనీ వేస్ట్ అవ్వకుండా మనం మనీ సేవ్ చేసుకుంటూ మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా ఫే ఫేస్ ప్యాక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని అలాగే మన ఫేస్ కూడా గ్లోయింగ్గా చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను అలాగే మనం ఇందులో వచ్చేసి మెయిన్గా బనానా యూజ్ చేస్తాము అలాగే టర్మరిక్ పౌడర్ అలాగే కొద్దిగా హనీ కూడా యాడ్ చేస్తామండి ఈ మూడింటిని యాడ్ చేసుకొని మనం ఒక బ్యూటిఫుల్ గ్లోయింగ్గా తెచ్చుకునే ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకొని చూద్దామండి సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఫేస్ ప్యాక్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసుకోండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మన ఫేస్ పైన వచ్చేసి చిన్న చిన్న మచ్చలు కానీ లేదంటే చిన్న కురుపులు రావడం అలాగే ముడతలు రావడం పెద్ద ఏజ్ లేకుండా కానీ పెద్ద ఏజ్గా ఉండేలాగా ముసలి వాళ్ళలాగా స్కిన్ అనేది కొంచెం ముడతలు వచ్చే విధంగా ఉంటుంది కొందరికి సో అలాంటి వాళ్ళకు మనం ఏ విధంగా వీటిని ఫేస్ చేసి మన స్కిన్ మళ్ళీ న్యాచురల్గా గ్లోయింగ్గా సాఫ్ట్గా ఎలా ఉంచుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం అలాగే ఈ బనానా ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్ని ఆ ముడతల నుంచి తొలగిపోయేలా ఈ బనానా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం so let get start the video so friends ఇప్పుడు ప్రాసెస్లో మనం ఒక బనానా తీసుకుందాం మీరు బాగా పండిన బనానా అయినా సరే లేదంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఉన్న బనానా అయినా సరే మీరు తీసుకొని మొత్తం తొక్క తీసేసిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసుకుందాం దాని అంతటిని మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలి మన ఫేస్కి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత తీసుకుందామండి ఒక హాఫ్ అయితే సరిపోతుంది సో వాటిని అంతటిని ఒక స్పోక్ సహాయంతో మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం మనకి బనానాలో మెయిన్గా రిచ్ సోర్సెస్ ఆఫ్ పొటాషియం ఉంటుంది అలాగే విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ డి e ఉంటుంది విటమిన్ ఈ ఉంటుందండి మన స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది తర్వాత మనం ఇందులో పసుపు యాడ్ చేసుకుందాం పసుపులో వచ్చేసి మనకి స్కిన్ని వైట్గా చేస్తుంది అలాగే మన ఫేషియల్ హెయిర్స్ అన్వాంటెడ్ హెయిర్స్ పై ఉండే అన్వాంటెడ్ హెయిర్ ఫేషియల్ హెయిర్స్ అవన్నీ ఈజీగా వెళ్ళిపోతాయండి పసుపు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఒక స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకుందాము హనీ వచ్చేసి మనకి స్కిన్ని చాలా హెల్దీగా ఉంచుతుంది మన స్కిన్ టోన్ అనేది చాలా న్యాచురల్గా గ్లోయింగ్గా చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుందండి మన హనీ కూడా మన ఫేస్ని చాలా స్మూత్గా అలాగే మాయిశ్చరైజర్గా ఉంచుతుంది సో ఈ మూడింటిని బనానా అలాగే పసుపు అలాగే హనీ ఈ మూడింటిని మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం ఫేస్కి ఏ ప్యాక్ అప్లై చేసుకున్నా సరే మనం ముందుగా మన ఫేస్ని నీట్గా ఉంచుకోవాలి వాష్ చేసి పెట్టుకోవాలి సోప్తో కానీ లేదా మనం ఏదైనా ఫేస్ వాష్ యూజ్ చేసి కానీ మన ఫేస్ అనేది ఎలాంటి మురికి లేకుండా చూసుకోవాలి తర్వాతే మనం ఫేస్ ప్యాక్స్ అనేవి పెట్టుకోవాలి లేదంటే అలాగే పెట్టుకుంటే మురికి పైన పెట్టుకుంటే మనకి పింపుల్స్ ఎక్కువ అవుతాయండి మనం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుందాం అలాగే నెక్ కూడా అప్లై చేసుకోవాలని మనం ఏ ప్యాక్ పెట్టుకున్నా సరే నెక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనం ఈ విధంగా పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనం డ్రై అవనిస్తే సరిపోతుందండి తర్వాత మనం కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ అయిందండి ఫేస్ మొత్తం మనం ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ తీసుకొని మనం కొద్దిగా మసాజ్ చేసినట్లు ఇలా చేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు మనం మసాజ్ చేసుకోవాలండి చక్కగా ఆ తర్వాతే మనం స్కిన్ అనేది చూసారు కదండి అది అలా వెళ్ళిపోతుంది అనేది మన స్కిన్ కొంచెం టోన్ కలర్ వచ్చే వరకు బాగా కాస్త మసాజ్ చేసుకుంటూ ఉండాలి నెమ్మదిగా సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం వాష్ చేసుకోవడమే అండి కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది మన స్మూత్గా అవుతుంది మన ఫేస్ కదా ఫ్రెండ్స్ మన ఫేస్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అదే విధంగా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ టైంలో పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది మార్నింగ్ పెట్టుకోవద్దు అసలు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే అండ్ మీరు ఒక లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనుకుంటే అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి తప్పకుండా మీ స్కిన్ అనేది చాలా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి వీక్లీ త్రీ టైమ్స్ ఖచ్చితంగా పెట్టుకోండి మీకు ఆ తేడా అనేది మీరు చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు అలాగే మనం బనానా అనేది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి చాలా చాలా బాగా సెట్ అవుతుంది మరియు ముడతలు మన ఫేస్ పైన వస్తాయి కదండి ఇక్కడ కానీ కళ్ళ దగ్గర కానీ ఇక్కడ వస్తాయి ఉంటాయి కొందరికి సో అవి రాకుండా తొందరగా ఏజ్ ఉన్న ఫీలింగ్ అనేది వస్తుంది అవి మా ముడతలు ఉంటాయి అనమాట మన ఫేస్ పైన సో అలా కాకుండా మనం యంగ్గా కనిపించాలి మన స్కిన్ అనేది అనుకుంటే ఎవరైనా ఈ ఫేస్ ప్యాక్ని తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది thanks for watching have a nice day bye